ఇది my dad's house this is sixth house ఇక్కడే విష్ణు ఎక్కువ కుకింగ్ చేస్తాడు సో ఇది నాన్న ఫ్లోర్ ఈ ఫ్లోర్ మొత్తం అయింది ఆల్రెడీ చూసేసారు కదా నాన్న ఇల్లు తీయకూడదు ఇల్లు చూపించకూడదు